మిగిలిన పరిస్థితి there is a great famine there happen అక్కడ గొప్ప కరువు వచ్చింది క్షామం you should read from your house from verse 24 up to next chapter verse 9 ఆరో అధ్యాయం ఇరవై నాలుగు నుండి ఏడో అధ్యాయం నాలుగో వచ్చిన వరకు మీ గృహాల్లో చదువుకోండి గ్రేట్ ఫ్యామిన్ గొప్ప కరువు గొప్ప క్షామం condition became worse. I don't know, about uh, during COVID also, we also passed through some difficulties, but not like this, yet mentioned here in this summary. పరిస్థితి చాలా తీవ్రతరమైంది కానీ కోవిడ్ సమయంలో కూడా మనకు కొన్ని క్లిష్ట పరిస్థితులు వచ్చేవి కానీ షోమ్ షోమ్రోన్ లో ఉన్న పరిస్థితి అంత పరిస్థితి రాలేదు if you see that there words 25 and 28 28 here bible says that uh, the famine took them to kill their own son and eat. That much level it affects the people in Samaria. ఇరవై ఎనిమిదో వచనంలో మనం చూస్తాం ఆ యొక్క క్షామం ఎంత తీవ్రతరమైందంటే సొంత బిడ్డను చంపుకుని తినేంత తీవ్రతరమైంది In such a situation, అటువంటి పరిస్థితుల్లో there is a word of God from uh, prophet Elisha. ఎలీషాకు దేవుని దగ్గర నుండి ఒక సందేశం వచ్చింది. You can see that in chapter 7 verse 1. ఏడో అధ్యాయం మొదట వచ్చినప్పుడు ఎలిషా రాజు దగ్గరనేమో యహోవా మాట ఆలకించము యహోవా సెలవుచుందనగా రేపు ఈవేళకు షోమ్లోని ద్వారముందు రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నటి రూపాయి ఒకటింటికి రెండు మానికలు ఎవరునో అమ్మబడును Here Bible says Elisha through the uh, word of God through Elisha tomorrow by this time situation will become upside down Elisha ద్వారా దేవుని యొక్క సందేశం వచ్చింది రేపు ఈ సమయానికి పరిస్థితి తిరగబడుతుంది you see that when God's uh, do an officer told like that how it is can it can happen like that రెండవ వచనంలో ఒక అధికారి అంటూ ఉన్నాడు ఇది అసాధ్యం you know the story మీకు ఆ యొక్క వృత్తాంతం తెలుసు I want to tell you here there is a famine crisis that one word coming from God, everything will be turned upside down. ఇక్కడ ఒక సంక్షోభం ఉంది ఒక క్లిష్ట పరిస్థితి ఉంది కానీ దేవుని దగ్గర నుండి ఒక మాట రావడం వల్ల పరిస్థితి తిరగబడుతుంది how the word of God is fulfilled who they uh, God used to fulfill his word దేవుని యొక్క వాక్యము ప్రభు ఎవరిని ఎన్నుకొని ఆ యొక్క పరిస్థితిని తారుమారు చేస్తారు మనకు తెలియదు you see that in second king chapter 3 chapter 7 words 3 and 4 there Bible mention about four lepers ఇక్కడ ఏడో అధ్యాయం 3 4 వచనాల్లో నలుగురు కుష్ఠరోగులు మనకు కనబడుతున్నారు due to the lack of time I going we know that things what happened four lepers are there samaya bhavana batti man mundu వెళ్ళిపోతున్నాం who are the lepers ఆ యొక్క కుష్ఠరోగులు evaru they are sidelined by the society వారు సమాజం చేత తృణీకరింపబడిన వారు kept out of the city not inside the city ఆ యొక్క పట్టణంలో ఉండడానికి యోగ్యులు కాదని పట్టణం వెలుపల త్రోసివేయబడిన వారు they are set out from their family వారి యొక్క కుటుంబాల నుండి త్రోసివేయబడిన వారు many parts in their body like fingers all missing వారి యొక్క శరీరంలో చాలా భాగాలు కోల్పోయారు వెళ్ళు కానీ చెట్లు కానీ ఆ యొక్క పోయింది hope you might have seen some lepers in your area in in Chennai people use to pull the lepers in wheelchair something like that so they can not walk since due to that so many things missing in their body మనం మన యొక్క ప్రాంతాలను చూస్తుంటాం చెన్నైలో కొన్ని ప్రాంతాల్లో అయితే వారి నడవడానికి కూడా కాళ్ళు ఉండవు కాబట్టి ఆ యొక్క బండిలో చక్రాలు బండి మీద వెళ్తూ ఉంటారు పుల్లి In fact, the lepers, they are totally useless people for their family and society. వాస్తవానికి ఆలోచిస్తే వారి యొక్క కుటుంబానికి కానీ సమాజానికి కానీ ఏమాత్రం ఉపయోగకరం కాని వారి కుష్ఠరోగులు Now we want, I want to see you their attitude uh, in verse 3 and 4. మూడు నాలుగు వచనాల్లో వారి యొక్క దృక్పథం చూద్దాం అప్పుడు పట్టణపు గుమ్మం నలుగురు రోగులు ఉండగా వారి ఒకరినొకరు చూసి మనం చచ్చిపో వరకు ఇచ్చిన ఎందుకు కూర్చుండవలేను పట్నంలోనికి పోదుము అనుకుంటేమా పట్నం క్షేమం ఉన్నందున అచ్చట చచ్చిపోదాము ఇచ్చట ఓరకు కూర్చున్న ఇచ్చిన చచ్చిపోదాము పదండి సిరియన్ల దండబెట్టలోనికి పోదము రండి వారు మనల్ని బ్రతికినిచ్చిన బ్రతుకము మనల్ని చంపిన చదువుమని చెప్పండి Here వారు తమలో తాము మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకు మనం ఊరక కూర్చుని చనిపోవటం ఇక్కడ if enter the city there also fame famine we will die there మనం పట్టణంలోని ప్రవేశిస్తే అక్కడ క్షేమం ఉన్నది కాబట్టి అక్కడ కూడా మనం చనిపోతాం if you sit here here also will die since no one will come out of the city to feed us ఇక్కడ పట్టణం నుండి ఆహారం ఇచ్చేవారు ఎవరు లేరు కాబట్టి ఇక్కడ కూర్చున్నా కూడా కరువులో మనం చనిపోతాం that is decision in their life వారి జీవితంలో ఒక బలమైన కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది now let us surrender to the army ఇప్పుడు మనం వెళ్ళి ఆ యొక్క సైన్యానికి లొంగిపోదాం if they keep us alive we shall live if they kill us we, we shall die వారు మనల్ని బ్రతకనిచ్చిన బ్రతుకుము మనల్ని చంపినా చత్తుము so verse 5 says they are decided come let us go to the army ఐదవ వచనంలో వారు అనుకుంటున్నారు మనం వెళ్ళిపోదాం ఆర్మీ దగ్గరికి ఆయన సైన్యాన్ని దగ్గరికి అనుకుంటారు first of all I want to mention that you take a note in their life point number 1 is risk taking attitude of the leper మొట్టమొదటి వారి జీవిత విషయాల్లో మనం చూసినప్పుడు వారు ఆ యొక్క రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడే ఆ యొక్క దృక్పథం వారి జీవితాలను చూస్తాం you know that people how many people are ready to help lepers you know how many people are ready to help lepers ఈ దినాల్లో అసలు కుష్ఠరోగులకు సహాయపడే మనుషులు మంది ఉన్నారు If the good people will go to the army itself, it will be the problem. Now, they, they, these people, lepers, they are going inside that army. మంచి వ్యక్తులు ఆ యొక్క సైన్యం దగ్గరికి వెళ్తేనే కష్టం ఈ కుష్ఠరోగుల సేవకు అనిస్తారు one more thing important thing you can see that in verse 5 ఐదో వచనంలో they uh, they are decided during in the night they never wait till the morning in the night itself they started moving వాళ్ళు రాత్రి వాళ్ళ నిర్ణయం తీసుకుని సంధి చీకట్లో ఎర్లీ మార్నింగ్ పెట్టడం జరిగింది so many times god is talking to us చాలా సందర్భాల్లో ప్రభు మనతో మాట్లాడుతూ ఉంటారు త్రూ ద మెసేజ్ వాక్యం ద్వారా through the word of God వాక్యం ద్వారా through the some songs కొన్ని పాటల ద్వారా how quick we are taking decision obeying the word of god ఎంత త్వరితంగా మనం ఆ యొక్క విషయంలో నిర్ణయం తీసుకుని దేవునికి లోబడడానికి ఇష్టపడుతూ ఉన్నాం as i already told you the lepers they are very, very find it very difficult to walk but they decided in the night they never wait till the morning night it's they are moving ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క రోగులు నడవటమే కష్టమైన వారు వారు రాత్రి కూడా నిర్ణయం తీసుకుని అప్పటి నుండి ప్రయాణం ప్రారంభించి ప్రారంభించి ఉదయకాలానికి వెళ్ళారు when they decided to risk their life and move in the difficult situation in the night God started working before them వారు వారి జీవిత కాలంలో ఒక క్లిష్టమైన నిర్ణయాన్ని రాత్రి వేళ తీసుకుని వారు ప్రయాణం ప్రారంభించగానే ప్రభు కూడా దేవుడు కూడా తన పని చేయడం ప్రారంభించాడు ఇక see that in word 6 and 7 ఆరు ఏడు వచనాలు యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియల దండలను వినపడినట్లు చేయగా వారు మన మీదకి వచ్చినట్టుగా ఇస్రాయేల్ రాజు కిందీయుల రాజులకును ఐగుప్తీయుల రాజుకును బతిమిచ్చి ఉన్నాడని సిరియల్ వస్తుందో ఒకరు చెప్పుకొని లేచి తన గుడారంలోనైనను గుర్రంలోనైనను గాడిదల్లోనైనను దొండగడ్డలో ఉన్న వాటిల్లోనైనా ఏమి తీసుకున్నది తమ ప్రాణంలో రక్షించుకుంటా చాలా కొన్ని సంధి చీకటి ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయిండిని When they started moving, we are God caused the army to hear the noise of chariots. ఈ నలుగురు కుష్ఠరోగులు ఆ రాత్రి వేళ ప్రయాణం ప్రారంభించగానే దేవుడు ఆ యొక్క సిరియన్ల దండుకు గొప్ప సైన్యపు శబ్దాన్ని వెనబడి చేశారు And the noise of horses, ఎన్నో గుర్రముల ధ్వని రాజుల ధ్వని noises, noises of great army. గొప్ప సమూహపు ధ్వని I think that when they have started walking with the difficult things, moving, the God uh, make that sound to be a great sound for the enemy ఎంతో కష్టంతో ఆ నలుగురు కుష్ఠరోగులు కాళ్ళు ఈడ్చుకుంటూ నడుస్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఆ శబ్దాన్ని కొన్ని కోట్ల రెట్లు పెంచి ప్రభు వీరికి వినిపింపజేశారు what happen they are started in the night God did like this these people are in the midnight also they feed away in the night itself the same time ఆ రాత్రి సమయంలో సైతం వారు ఆ యొక్క పనిని నడక పనిని ప్రారంభించారు when we decided to do something for god God will be there before us to, to open the ways for us. మనం ఏదైనా ఒక పనిని దేవుని కొరకు చేయడానికి ప్రారంభించినప్పుడు ప్రభు మనకంటే ముందుగా వెళ్ళి ఆ యొక్క ద్వారాన్ని తెలుస్తారు second point I want tell that they risk their life God open that way second thing is God first bless this lepers ఇక్కడ మనం గమనించినప్పుడు వారి యొక్క జీవితాలను త్యాగం చేయడానికి వారిని సిద్ధపడి రిస్క్ తీసుకున్నప్పుడు ప్రభువు ఈ యొక్క రోగులను దీవించారు If you see, read it, God's gate. ఎనిమిదవ వచ్చిన చదువుతాం కాబట్టి ఆ కుష్ట కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునందుకు వచ్చి ఒక గుడారము వచ్చి భోజన పానములు చేసి అతడి నుండి వెండి బంగారములను పట్టణాలు ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి గుడారం వచ్చి అతడి నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టింది they are very hungry so many days without food the situation was there in Syria even their own killing their own child and eating. That stage was there. They are very hungry. First, God gave them food and drinks. షోమరోన్ పట్టణంలో పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే తమ సొంత బిడ్డలను చంపు తినే పరిస్థితిలో వీరికి ఎవరు కూడా ఆహారం ఇవ్వనప్పుడు వీరు మొట్టమొదట వారి యొక్క ఆకలి తీర్చబడింది Bible says God gave silver and gold and clothing also పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది వారికి వెండి బంగారముల బట్టలు కూడా దొరికినాయి గాడ్ బ్లెస్ దమ్ వారి యొక్క అవసరతను మించి ప్రభు వారిని దీవించారు That's what Bible says. God blessed Abraham and be a blessing to many people. పరిశుద్ధంగా తెలియజేస్తుంది దేవుడు అబ్రహామును దీవించి అనేక జనులకు ఆశీర్వాదకరంగా చేశాడు. Whenever we are trying to do something for God, God is blessing us in different ways in our family, our children, what we are doing to bless other people మనం దేవుని పని చేయడానికి ఇతరులను ఆశీర్వదించడానికి ఏదైనా పని చేయడానికి ప్రారంభిస్తే ప్రభు మన కుటుంబాన్ని మన బిడ్డలను ఆశీర్వదిస్తారు when they risk their life god bless them abundantly వారు తమ ప్రాణాలను సైతం త్యాగం చేయడానికి ఇష్టపడినప్పుడు ప్రభు వారిని సమృద్ధిగా ఆశీర్వదించారు third thing what they did here in verse 9 Bible yes you read it మూడవ మూడవదిగా వారు చేసిన పని తొమ్మిదవ వచనం వారు మనం చేయనది మంచి పని కాదు నేటి దినం శుభవర్తమానం గల దినం మన ఊరుకుల మీద తెల్లవారు వరకు మనం ఇచ్చిన ఉండి నేను ఏదైనా ఒక అపాయం మనకు సంభవించిన కనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారి సంగతి తెలియజెప్తాం రండి అని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణ ద్వారపాలకులు పిలిచి మేము స్త్రీలను దండుపేటకు పోతే ఏ మనిషి కనపడలేదు మనిషి చప్పుడైన లేదు కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలు ఉన్నవి కానీ గుడారముల దగ్గర ఎవరును లేరని వారితో చెప్పాడు Here, the third point I want to show you that we are not doing right. మూడవదిగా వారు తమలో తాము అనుకుంటూ ఉన్నారు మనము చేయనది మంచి పని కాదు this is day of good news ఇది శుభ వర్తమానము గల దినము silence make us make a sin if you are it silent it will be a sin against God మనం నిశ్శబ్దంగా ఉండినట్ల దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేసినట్లే They were, I I already I don't know how many miles they walked through the night. Now they uh, had a very good food dinner, full, full dinner. They might have think that let us sleep there for some time. Right? Tomorrow morning we can go there. మధ్యరాత్రి వాళ్ళ నుంచి ఆ యొక్క కుష్ఠరోగులు ఎంతో కష్టంతో కొన్ని మైళ్ళతో ప్రయాణం చేసి మంచి ఆహారం తిన్న తర్వాత కాసేపు పట్టుకుందాంలే విశ్రాంతి తీసుకుందాంలే అని అనుకోలేదు Bible says that if we wait until morning some punishment will come upon us వారు అనుకుంటున్నారు తెల్లవారు వరకు మనం ఇచ్చినటువంటి ఉండి నిడల ఒక అపాయం మనకు సంభవిస్తుంది now therefore come let us go and tell the king's household మనం వెంటనే ఉండే రాజు ఇంటి వారితో సంగతి చెప్తాం see you see the decision first they decide to risk their life to come into the army now they are deciding again next step to going to the king and tell the good news మొట్టమొదటిగా వారు తమ జీవితాలను తమ ప్రాణాలను త్యాగం చేయడానికి సిద్ధపడి ఆ యొక్క సైన్యం దగ్గరికి వచ్చారు ఇప్పుడైతే మళ్ళా తిరిగి రాజు దగ్గరికి వెళదాం అని నిర్ణయిస్తున్నారు The people in Samaria are in famine. Very, very hungry. Nothing is there for them. సమరయ ప్రజలు తినడానికి ఎటువంటి ఆహారం లేదు వారు కరువులో ఉన్నారు here surplus everything is surplus everything is ready for them ఎక్కడైతే బహు సమృద్ధి ఉంది అంతా కూడా సిద్ధపరచబడి ఉంది they decide to immediate action they took no waiting they move in the night itself వారు నిర్ణయించుకున్నారు వారు ఎటువంటి ఆలస్యం చేయలేదు కానీ వెంటనే తిరుగు ప్రయాణం మొదలు పెట్టారు not only walking you should you should not forget that they break the law of the land they cannot should not enter in to the city వారు నడవడం మాత్రమే కాదు కానీ ఆ యొక్క దేశపు చట్టాన్ని వాళ్ళు ఉల్లంఘించారు వాడు ఎన్నడూ కూడా పట్టణంలోని ప్రవేశించకూడదు I don't know what will happen to our country. I don't know where, how long the open door will be there in our country to preach about Jesus. ఈ దేశంలో పరిస్థితి మనం ఎంతకాలం ప్రభు యేసుక్రీస్తును బహిరంగంగా ప్రకటించగలము ప్రకటించడం They break the law and enter into the city and, and told the good news. ఆ యొక్క చట్టం వచ్చినప్పటికీ వారు శుభవర్తమానం ప్రకటించారు I, I want to, you to imagine one side, one big side is there. Full of famine మీరు ఊహించుకోండి ఒక పక్కంతా కూడా గొప్ప కరువు ఉంది దాని another side everything is available ఆ యొక్క ప్రాకారం నాకు వెలుపల సమృద్ధి అయిన ఆహారం ఉంది everything is prepare and it is ready అంతా కూడా సిద్ధపరచబడి ఉంది సమృద్ధి ఉన్నది that lepers God uses this lepers to bridge this two places ఇక్కడ మనం చూసినప్పుడు ఈ రెండు స్థలాలను కలపడానికి ప్రభువు ఈ యొక్క కుష్ఠరోగులను ఉపయోగించుకున్నారు tomorrow everything will come up side down ఎన్నకన్నటికి ఈ మాటను మర్చిపోవద్దు ఎలిషా ద్వారా దేవుడు చెప్పిన మాట officer in the top post they doesn't believe that ఆ రాజు దగ్గర ఉన్న గొప్ప అధికారి నమ్మనప్పటికీ దేవుడి యొక్క మాట ఏమిటంటే రేపటి ఈ దినానికి పరిస్థితి తారుమారవుతుంది God used this leper, useless people, to fulfill His word, to bridge these people as a bridge to link these areas in need and everything is available. దేవుడు ఎంత మాత్రము పనికిరాని ఈ యొక్క కుష్ఠరోగులను తనకు పనికొచ్చే సాధనాలు ఉపయోగించుకుని తన మాటను నెరవేర్చుకోవడానికి రెండింటి మధ్య ఒక వార్తగా ఏర్పాటు చేశారు are we ready to bridge people between bridge be a bridge between connecting people with God మనము ఈ యొక్క దేవుడు లేని ప్రజలను దేవుని దగ్గరికి తీసుకురావడానికి ఒక గా వారిని ఉపయోగపడుతున్నామా never ever forget king is there ఎన్నటికి మర్చిపోవద్దు రాజు అక్కడ ఉన్నాడు హీ టేక్ రిస్క్ అతను ఎటువంటి రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడలేదు మిలిటరీ ఇస్ దేర్ అక్కడ సైన్యం ఉన్నది They never enter into the army. వారు ఎన్నడూ కూడా ఈ వ్యతిరేక సైన్యం దగ్గరికి వెళ్ళలేదు. So many other people, good, set people, full, fully, uh, without any uh, problem in their life, people are there. They are not risking their life to enter into the army. చాలా మంది బలం కలిగిన యోధులు ఉన్నారు కానీ వారు కూడా ఎటువంటి త్యాగం చేయడానికి ఇష్టపడలేదు. But the lepers. కానీ కుష్ఠ రోగులు. God used them. ప్రభు వారు ఉపయోగించుకున్నారు to deliver the people of Samaria and fulfill the word of God through Elisha షోమ్రోను పట్టణంలో ఉన్న ప్రజలను విడుదల కలిగించడానికి తన ప్రవక్త అయిన ఎలీషా ద్వారా ఇవ్వబడిన మాట నెరవేర్చడానికి ప్రభు ఈ కుష్ఠరోగిని ఉపయోగించుకున్నారు are we ready to be a bridge to between God and ప్రజలకు దేవుని ఎరుగని ప్రజలకు దేవునికి మధ్య ఒక వారధిగా ఉండడానికి మనం సిద్ధంగా ఉన్నాం ఈ కుష్ఠరోగుల వలె How many of times when you are passing through the bridge, you know it, you are thinking about the bridge. ఎన్ని సందర్భాల్లో మనం బ్రిడ్జ్ దాటి వెళ్తూ ఉన్నాం వారధి దాటి వెళ్తూ ఉన్నాం No one will think about the bridge. ఈ యొక్క వారధి గురించి మనం ఎన్నడూ ఆలోచించాం. They will pass over you. వాళ్ళు వెళ్తూ ఉన్నారు దే వాక్ ఓవర్ యు వాళ్ళు నడుస్తున్నారు మీకుండా never mind that they are going to God towards God వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్తూ ఉన్నారు you are making a bridge to move the people from the darkness to the light of Jesus అనేక మంది ప్రజలను చీకటి నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగు దగ్గరికి ఒక వార్తగా మీరు నడిపిస్తున్నారు I request you people to be a bridge a bridge to connect the people నేను మీకు మనవి చేస్తున్నాను ప్రజలను దేవుని దగ్గరికి ఆకర్షించడానికి మనకి ఒక వారధిగా బ్రిడ్జిగా ఉండండి I want to show you the another important thing God has given us very important work to us you can see that in second Corinthians రెండో కొరింథీయులు రాసిన పత్రికలో దేవుడు మనకి ఇచ్చిన మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను సెకండ్ కొరింథియన్స్ చాప్టర్ 5 వర్స్ 20 రెండవ కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనం రెండవ కొరింథీ 5వ అధ్యాయం 20వ వచనం కావున దేవుడు మా ద్వారా వేడుకునేటట్టు మేము క్రీస్తు రాయబారులు మీ దేవుడితో సమాధానపడుడని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము God kept you and me as an ambassador for him. That's what Bible says here. దేవుడు మిమ్మల్ని నన్ను ఆయన యొక్క రాయబారిగా నియమించాడని దేవుడు వాక్యం సెలవిస్తుంది. We are ambassadors for Christ. మనం క్రీస్తు యొక్క రాయబారులము. వాట్ for? ఎందు నిమిత్తం? To reconcile people with God. దేవుడితో సమాధాన పడమని ఆహ్వానించే రాయబడను read that word note this word go and read and meditate మీరు ప్రధాని పెట్టి మళ్ళా మళ్ళా చదివి ధ్యానించండి what is work of ambassador రాయబారి యొక్క పని ఏమిటి is there any embassy here ఇక్కడ ఏమైనా విశాఖపట్నం ఏదైనా ఎంబసీ ఉందా? No okay, you might be known about embassy నా మీకు ఎంబసీ అంటే తెలుస్తుందా రాయబార కార్యాలయం? See my I I'm, I'm having two daughters. One my my daughter, one of my daughter is in ఆ పెద్ద బాబు ఐఎస్ లో ఉన్నారు is request me to come over there come but now you are retiring retired you come daddy retire అయ్యారు కదా రండి రండి అని పిలుస్తుంది I cannot enter the US unless I go and meet the gang ambassador there in US and get the visa US ఎంబసీకి వెళ్ళి వాళ్ళ దగ్గర వీసా తీసుకోకుండా నేను యుఎస్ వెళ్ళడానికి ఎటువంటి ఛాన్స్ లేదు I think it is I don't know that is open I don't go to go covid everything is close I యొక్క దినాల్లో యుఎస్ వాళ్ళు ఆహ్వానిస్తున్నారు కోవిడ్ వల్ల క్లోజ్ చేస్తారు తెలియదు what is the work of an ambassador ambassador రాయబారి పని ఏంటి what is the work of an ambassador రాయబారి పని ఏమిటి is connecting he alone can give visa to enter into the country where their key represents తను ప్రాతినిధ్యం వహించే దేశంలోకి రావడానికి తాను మాత్రమే వీసా ఇవ్వగలడు but bible says you are the ambassador for christ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది మీరు దేవుని రాయబారులు what is work of ambassador మన యొక్క పని ఏమిటి గివింగ్ విసా వీసా ఇవ్వడం విసా ఫర్ వాట్ దేని కొరకు visa to enter into the kingdom of God దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి వేసాడు hallelujah hallelujah what a great privilege God has given to you and me మీకు నాకు దేవుడు అంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు hallelujah how we can give visa to the people enter into the kingdom of God మనం ఇచ్చే వీసా ద్వారానే దేవుని రాజ్యంలో ప్రజలు ప్రవేశిస్తారు వాట్ ఇస్ ద వీసా ఆ వీసా ఏమిటి సాల్వేషన్ ఆఫ్ గాడ్ దేవుడిచ్చే గొప్ప రక్షణ Brother, dearly brothers and sisters, I request you, you may be working for Blessing Youth Mission, you may be raising fund for Blessing Youth Mission, you may be praying for Blessing Youth Mission, but God remind you this morning, you are an ambassador for Christ, bringing people to His kingdom, bringing people from darkness to the light. ప్రియ సహోదరు సహోదరులారా మీరు బ్లెస్సింగ్ యూత్ మిషన్ వరకు ప్రార్థన చేయొచ్చు బ్లెస్సింగ్ యూత్ మిషన్ వరకు ఫండ్స్ ట్రై చేయొచ్చు బ్లెస్సింగ్ యూత్ మిషన్ పక్షాన్ని పనిచేయొచ్చు కానీ ప్రభు మిమ్మల్ని ఆయన రాజ్యంలోనికి ప్రజలను ఆకర్షించే రాయబారులుగా పిలుస్తూ ఉన్నారు for how many people you give visa so far మీ యొక్క జీవితంలో మీరు సొంతగా ఎంతమందికి అభ్యసా ఇచ్చారు kindly think yourself how many peoples I give visa to enter the kingdom of God దయచేసి సమయంలో మనం మనం పరిశీలించుకుందాం ఎంతమందికి ఆ యొక్క గొప్ప రక్షణ గురించి ఇచ్చాను నా యొక్క జీవితంలో never ever forget that God kept you and me an ambassador for him to link people reconcile with God ఎన్నటన్నటికి ఎన్నటన్నటికి మర్చిపోవద్దు ఆయనతో సమాధాన సమాధానపడేటకు ఆయన యొక్కకు ప్రజలను ఆకర్షించే రాయబారులుగా ప్రభు మనల్ని నియమించుకున్నారు so I want practical example I want tell you what God expects from you and me నిత్య జీవితంలో ఒక ఉదాహరణను ప్రభు మన జీవితంలో ఏం కోరుకుంటున్నారనే విషయమై తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను you can see that in the life of Jonah యోనా యొక్క జీవితంలో God gave an assignment to Jonah ప్రభు యోహానుకు ఒక పని నాకు చెప్పారు you turn with me to Jonah chapter 1 on words 1 యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం చూద్దాం ప్లీజ్ రీడ్ టెక్స్ట్ చేసి చదవండి యహోవా కమిత్య కుమారుడైన యోనా ప్రత్యక్షం ఎలా సర్వించాను what what is that God asking to do God's choose is here యెహోవా వాక్కు యోనాకు ఏం పని చెప్పింది రెండవ వచనం నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నినేవే మహాపట్నంలోకి పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము God gave an assignment to Jonah like you as i told you god gave us an assignment to be an ambassador here Here God gave an assignment to Jonah to go and warn the people of Nineveh. దేవుడు రాయబారిగా మనం పిలిచాడని చెప్పినట్టే దేవుడు యోనా కూడా ఒక పని ఇచ్చారు వెళ్ళి నినేవే వారికి హెచ్చరిక చేయము వాట్ నో వాట్ యోనా ఏం చేశారు వాట్ హి డిడ్ ఆయన ఏం చేశారు He started, but he is not moved the way what God wants him to go. He went in a different way. yona యోనా ప్రయాణం ప్రారంభించారు కానీ ప్రభువు చెప్పిన వైపు కాదు కానీ వేరొక దిశలోకి వెళ్ళిపోయారు How many times is God is talking to us? ఎన్ని సందర్భాల్లో prabhu మనతో మాట్లాడుతున్నారు through bring the people in darkness to the light. చీకట్లో unna variki velugu pakshinga aakarshinchinattu are we doing that mana పని chestunnama are we going going in a different way like Jonah యోనా వెళ్ళినట్టు వేరొక మార్గంలో వెళుతూ ఉన్నామా చెక్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి what for we are called మనం ఎందుకు ఏ పని నిమిత్తం పిలువబడ్డాం I want tell one thing when i was there joint blessing with mission in 1975 at the age of 13 8 when i am standard 8th standard 1975 సంవత్సరం 13 సంవత్సరాలు వయసులో 8వ తరగతి చదువుతున్నప్పుడు బ్లెస్సింగ్ మిషన్ జాయిన్ అయ్యాను Blessing Youth Mission teach me to go and win souls for God. Blessing youth mission నాకు వెళ్ళి ఆత్మలను సంపాదించండి అని నేర్పింది They tried me to win the soul for God. వారు ఆత్మలు సంపాదించే విషయంలో నాకు తర్బీదు ఇచ్చారు Every week they used to take me, though, though I, I used to have only offshores that time. Now even LKG students are wearing full full pant. That time I used to have only offshores. with the half shots, I used to go with the big people like Kande uncle. That time I am clean. కాంతే అంకుల్ <laughs> ah, లాంటి పెద్ద పెద్ద వ్యక్తులు ఆ సందర్భాల్లో ఆ యొక్క ఎయిత్ క్లాస్ చదువుతూ కూడా నేను నిక్కర్లు వేసుకుని వాళ్ళతో వెళ్ళాను ప్రస్తుత దినాల్లో ఎంతైజ్ స్టూడెంట్స్ కూడా ఫ్యాన్స్ తెలుస్తున్నారు వి గో ఇన్ సైకిల్ నేను సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం so many kilometres we go చాలా కిలోమీటర్లు ప్రయాణం చేసాం చాలా kilometres 13 kilometres also we go use to go by cycle cycle మీద 10 13 కిలోమీటర్లు కూడా వెళ్ళేవాళ్ళం I saw the commitment of blessing youth mission leaders the time for winning the soul for God ఆ దినాల్లో బ్లెస్సింగ్ యూత్ మిషన్ నాయకులు ఆత్మ సంపాదన వరకు వారి ఉన్న అంకిత భావాన్ని చూశాను I want encourage the people sitting over here decide to do something for God ఈ దినాల్లో ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను దేవుని వరకు ఏదైనా ఒక చేయండి okay if you're doing only collecting money for God collecting raising doing prayer for God I want to tell you do one step again bring souls for God and I had his kingdom ఈ దినాల్లో దేవుని రాజ్యం వరకు బ్లెస్సింగ్ మిషన్ వరకు మీరు ఆ యొక్క మనీ దయ చేస్తున్న ప్రార్థన చేస్తున్న మరొక అడుగు ముందుకు వేస్తే దేవుని కొరకు ఆత్మను సంపాదించవలసిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను see if you are not going in the what God wants you to go God will intervene in your way I want tell you from life of Jonah యోనా జీవితంలో జరిగిన విధంగా దేవుడు మిమ్మల్ని వెళ్ళమని వలసిన త్రావుకు దేవుడు మిమ్మల్ని మీకు ఇచ్చి అప్పగించిన పని చేయకుండా మీరు వేరొక దాదాపు దేవుడు తప్పనిసరిగా జోక్యం చేసుకుంటాడు హౌ ఈస్ యువర్ లైఫ్ నా are you are you in peace are are you feel that you are going in the bigs like in your life మీ యొక్క జీవితంలో దేవుని చిత్తంలో ఉన్నారని ఆ యొక్క మనశ్శాంతి సమాధానం ఉందా లేకపోతే మీ హృదయం అలజడి ఉందా ప్రశ్నించుకోండి God send great wind to interrupt in Jonah's life యోనా జీవితంలో ఒక గొప్ప తుఫానును దేవుడు అనుమతించాడు if you are not having peace in your life check whether you are going in life right line మీ జీవితంలో సమాధానం మనశ్శాంతి లేకపోతే ఒకసారి ప్రశ్నించుకోండి దేవుని చిత్తంలోనే నేను ఉన్నానా You don't, know, you don't know what happened then. They throw them, God even till the under the deep death, uh, depth of the sea, he saved Jonah through the fish. అతనాలో మనం చూస్తున్నప్పుడు వారు యోనాను ఆయన సముద్రంలో ఎత్తి పడవేస్తారు ఆయన గొప్ప సముద్ర ఆగాధంలో ఒక ఆ యొక్క గొప్ప మత్స్యాన్ని మనం చూస్తున్నాం Then verse 2, chapter 2, 1 says, Jonah prayed to the Lord. రెండవ అధ్యాయంలో మనం చూస్తాం యోనా యొక్క సముద్ర గర్భం నుండి ప్రార్థిస్తున్నాడు హీ రిపెంట్ తన పశ్చాత్తాపడుతున్నాడు Then the voice of God came to Jonah the second time. మరొకసారి యెహోవా వాక్కు యోనాను దర్శించింది చాప్టర్ 3 వర్స్ 1 ప్లీజ్ మూడవ అధ్యాయం 11 వచనంలో యెహోవా వాక్కు రెండవ మారు యోనాకు ప్రత్యక్షమై సెలవిచ్చినది Here Bible says, specifically Bible mentioned the second time God is speaking to Jonah. Bible స్పష్టంగా తెలియజేస్తుంది యోనాతో రెండవసారి ప్రభు మాట్లాడారని రెండవసారి I don't know how many to how many of people God is speaking this morning as second time to remind you ఈ ఉదయకాలం ఎంతమందితో ప్రభు రెండవసారి రెండవసారి ఈ మాట మాట్లాడుతున్నారు టు రిమైన్ యువర్ కాల్ నీ యొక్క పిలుపును గుర్తు చేయడం కోసం రెండవసారి పిలుస్తున్నారేమో are you going in the right direction మీరు సరైన మార్గంలో ఉన్నారా are you bringing people from darkness to the light ఆ యొక్క చీకటి నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోకి ప్రజలను మీరు తీసుకొస్తున్నారా Jonah obey the God's second call and went and warn the people of the Nineveh యోనా యెహోవా రెండవసారి మాట్లాడినప్పుడు లోబడి నినివే పట్టణానికి వెళ్ళి అనేక మందిని దేవుని కొరకు సంపాదించాడు what is the plan of God what is the will of God about Nineveh Nineveh పట్ల దేవుని యొక్క చిత్తము దేవుని ప్రణాళిక ఏమిటి Jonah should go and warn the people యోనా వెళ్ళి ప్రజలను హెచ్చరించాలి one chance to for them to repent వారు పశ్చాత్తాపడడానికి ఒక అవకాశం వారికి ఇవ్వబడాలి if they are not repent the wrath of God should have come over them వారు పశ్చాత్తాపడినట్లయితే దేవుని ఉగ్రత వారి దిగి వస్తుంది here God is waiting for them to repent and come to back to him ఇక్కడ ప్రభు అయితే వారు తన తిరిగి రావాలని పశ్చాత్తాపం ఎదురు చూస్తున్నారు వన్ సైడ్ విగ్గడ్ పీపుల్ ఒకవైపు దుష్టులైన ప్రజలు here God is waiting for them to turn back to him వారు తన ఎదురు తిరిగి రావాలని ప్రభు ఎదురు చూస్తున్నారు God made Jonah as a bridge to connect those people with him దేవుడు యోనాను ఒక వారధిగా ఏర్పాటు చేస్తున్నారు ప్రజలను తన ఎదురు తీసుకురావడానికి Are we ready to work as a bridge like Jonah? యోనా వలె ఆ యొక్క వారధిగా బ్రిడ్జిగా ఉండడానికి ఇష్టపడుతున్నామా? As I told you, God has put us in ambassador wherever we are. ఎక్కడ మనం ఉన్న చోట్ల దేవుని కొరకు రాయబారులు ఉండాలని prabhu manu క్రీస్తు One more assignment, one more work God wants us you and me to do. నీవు నేను చేయడానికి ప్రభు మరొక పని మరొక అసైన్మెంట్ ఇచ్చారు. Please stand with me to Ezekiel chapter 33 verse you can read it from one to twelve in year go ఎరుసుకెల్ గ్రంథం ముప్పై మూడు నుండి పన్నెండు వచ్చినారు మొదటి పన్నెండు వచ్చినారు గోడి దగ్గర మీరు చదువుకోండి God's three we can read now మూడవ వచ్చిన చూద్దాను అతడు దేశం మీద కట్కం వచ్చిట చూచి బాగా ఉది జనులను హెచ్చరిక చేసిన సమయమున వాట్ బైబిల్ సేస్ హియర్ పరిశుద్ధ ఏం తెలియజేస్తుంది when he sees the sword of coming upon the land if he blows the trumpet and warn the people The first, second verse, uh, letter part says that God kept us as a watchman. రెండవ వచ్చిన చివరి భాగంలో దేవుడు దేశం ఒక కావలిగా నియమించడం రాయబడింది మూడవ వచనంలో దేశం మీదకు శత్రువు వచ్చినప్పుడు తన హెచ్చరిక చేయాలి what is the work of an watchman వాడి పని ఏమిటి you might be seen so many watchmen in your house in your areas in your office are seen so many places మీ గృహాల దగ్గర మీకు తెలిసిన అనేక ప్రాంతాల్లో చాలా మంది వాచ్మెన్ మీరు చూస్తుండొచ్చు what is their work they cannot sleep when the people are sleeping ప్రజలందరూ నిద్రపోయేటప్పుడు తను నిద్రపోకూడదు అది కావలి వారి పని God kept you and me as a watchman for India. దేవుడు నిన్ను నన్ను భారతదేశానికి కావలమనిగా నియమించాడు. God as a watchman for Andhra Pradesh. ఆంధ్రప్రదేశ్ కు వాచ్మన్ గా నియమించాడు. What for? దేని వరకు? When I bring the sword upon a land, నేను దేశం మీద ఖడ్గం తీసుకొచ్చినప్పుడు we need to warn the people the God's sword is coming. నీవు దేవుని ఖడ్గం ఈ దేశం మీద వచ్చిందని ప్రజలను హెచ్చరించాలి. Bible says that in that uh, verse 6 But if a watchman sees the sword is coming and does not blow the trumpet and uh, the people are not warned, later it says, I will, uh, the people may die. I will require watchman. The blood of the people will be require of the watchman's hand ఆరో వచ్చిన చూచి బాగా ఊదనందు చేత జనులు అజాగ్రత్తగా ఉండటే ఈ వచ్చి వారిలో ఒకరిని ప్రాణం తీయడు తటస్థించిన వాడు తన దోషం పట్టబడినను నేను కావలి వారి వారి ప్రాణం వచ్చి విచారణ చేయదును If he does not blow our temple of warning to the people, మనము ఆ హెచ్చరిక యొక్క ఆ యొక్క బాకాను వదనట్లయితే without knowing God, if they go to hell, you and me are responsible. No, never ever forget that. దేవుని ఎరుక వారు నరకానికి వెళ్ళిపోతే నీవు నేను బ- బాధ్యత కలిగిన వారు మొత్తం నీవు నేను బాధ్యులం Bible, uh, verse 9 says, Nevertheless, if you want the wicked turn from his way, and he does not turn from his way, he shall die in, in his iniquity, but you have delivered your soul. ಒಂದು ವಚನ ಐದ ದುರ್ಮಾರ್ಗದನ್ನು ದುರ್ಮಾರ್ಗದನ್ನು ವಿಡುವಲ್ಲವನ್ನ ನೀವು ಅದನ್ನ ಎಚ್ಚರಿಕೆ ತನ್ನ ದುರ್ಮಾರ್ಗದನ್ನು ವಿಡುವ ನೀಡಲಾದ ತನ್ನ ದೋಷವನ್ನು ಬಟ್ಟಿ చేసుకోవద్దు it is not request it is a command of God అది ఏదో ఒక వినతి కాదు దేవుడు ఇచ్చిన మహాజ్ఞ కమాండ్ టు ఆ యొక్క మహాజ్ఞను మనం కావాలి not just hear and leave విని కాదు Matthew chapter 28 if you read it from verse 18 to 20 మత్తయి సువార్త 28వ అధ్యాయం చివరి వచ్చిన 18 నుండి 20 వచ్చినాలైతే అయితే యేసు వారి ఎద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది కాబట్టి మీరు వెళ్ళి సమస్త జన్లను శిష్యులుగా చేయండి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోని వారికి బాప్తిస్మించు నేను మీకు ఏ ఏ సంఖ్యలను ఆజ్ఞాపిస్తున్నాం వాటన్నింటిని గైపనం వల్లని వారికి బోధించి ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను Here Bible says very clearly, all the authority has given to me in heaven and on earth. పరిశుద్ధ గ్రంథం క్లియర్ గా చెప్తుంది పరలోకమందు భూమి మీద and therefore go therefore and make disciples కాబట్టి వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి I request you people, whenever you visit any partner's house, make sure their soul is there in heaven. ప్రియమైన భాగస్వాములారా ఒక విషయాన్ని గుర్తించండి మీరు ఏ కుటుంబాన్ని దర్శించడానికి వెళ్ళినా వారు రక్షణ పొంది పరలోక రాజ్యానికి వెళ్లే దృష్టిలో ఉన్నారా లేదా అనే విషయాన్ని గమనించండి గో ప్రేయర్ ఒక ప్రార్థనతో వెళ్ళండి don't go just like person who is collecting money and giving receipt ఆ పర్సన్ రిసిట్ బుక్ పట్టుకెళ్ళి ఆ యొక్క రసీదు ఇస్తా డబ్బు తీసుకుంటా అని వెళ్ళొద్దు if you are visiting every month to a house if that people not going in the kingdom of God God will ask you and me the question మీరు ప్రతి నెల వెళ్లి రిసిప్ట్ ఇస్తూ ఆ యొక్క డబ్బు తీసుకుంటున్న కుటుంబం నిత్య జీవానికి దూరంగా ఉంటే ప్రభు నిన్ను నన్ను ప్రశ్నిస్తారు God ever ask you the whether you making the people as a partner of this youth mission but god is concerned about the people should be a disciple of god లస్లీ యూత్ మిషన్ లో ఒక భాగస్వామిని మీరు సంపాదించారా లేదని దేవుడు అడగటం లేదు కానీ మీరు ఆ యొక్క కుటుంబాన్ని నిత్య జీవాన్ని సిద్ధపరిచారా లేదని అడుగుతారు by making the blessing people as a part of Bless Youth Mission you not only you should make the people and disciple and also you should make the people as a soul winner for God మీరు ప్రజలను బ్లెస్సింగ్ యూత్ మిషన్ కు భాగస్వామిగా చేయటం మాత్రమే కాదు కానీ వారిని శిష్యులుగా దేవుని రాజ్యాన్ని కట్టేవారిగా చేయాలి I am with you always even to the end of the ages నేను ఆ యొక్క యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను what is the need of the people today ఈ దినాల ప్రజల అవసరం ఏంటి there is no peace in the people వారి జీవితాల సమాధానం శాంతి లేదు దేర్ ఇస్ నో జాయ్ వారి కుటుంబాల సంతోషం లేదు there is no hope in them వారికి నిరీక్షణ లేదు fear worry about their future భయం భవిష్యత్తును గురించిన ఆందోళన so many crores of people India are like that భారతదేశంలో కోట్లాది మంది ప్రజలు ఇదే ఇదే పరిస్థితిలో ఉన్నారు ఇన్ అదర్ సైడ్ మరొక పక్క God is there waiting waiting for the people with open hands to help them దేవుడు వారిని కౌగిలించుకోవడానికి చేతులు చాచి మరొక పక్క ఇస్తూ ఉన్నారు What you and me has to do, we need to be a bridge between these people to connect God. నీవు నేను చేయవలసిన పని ఉంటే మనం ఒక బ్రిడ్జ్ లాగా ఉండి ఈ ప్రజలను యేసు వైపుకు తిప్పాలి in some in some way whatever may be the way you need to show the people the love of Christ ఏదో ఒక విధంగా ఏ విధంగానైనా క్రీస్తు యొక్క ప్రేమను వారికి చూపాలి to connect people with God ప్రజలను దేవునికి కనెక్ట్ చేయాలి people in the darkness the light of Jesus ప్రజలను చీకటి నుండి దేవుని యొక్క వెలుగుకు యేసు యొక్క వెలుగు తెప్పాలి I told I am talking about the bridge connecting people with God నేను చెప్తూ ఉన్నాను మనము దేవునికి ప్రజలకు మంచి బాధలాగా బ్రిడ్జ్ లాగా ఉండాలి one thing I want ask you ఒక విషయం మిమ్మల్ని అడగాలని కోరుకుంటున్నాను bridges and walls are made with same material ఆ యొక్క వంతెనలు గోడలు కూడా ఒకే పదార్థంతో చేయబడుతున్నాయి ఒకే సిమెంట్ తో బ్రదర్ ఇస్ సివిల్ ఇంజనీర్ ఆ అన్న civil engineer I don't know how many of people other he is here but I know మనకి ఎవరు ఈ ఏరియాలో ఉన్నా నాకు తెలియదు we know that the materials used in bridge is required for building a building also walls are wall also ఒక గోడ కట్టడానికి బ్రిడ్జ్ కట్టడానికి కూడా అదే material what is the difference between bridge and wall అయితే గోడ కట్టడానికి వంతెన కట్టడానికి తేడా ఏంటి వాట్ అఫ్టర్ సర్ప్రైజ్ ఐరన్ ఉంటుంది దాంతో ఐరన్ ఉంటుంది ఐరన్ ఐరన్ ఉండొచ్చు వాళ్ళ కూడా iron partition wall is the partition bridge connect the people wall divide the people వంతెన ప్రజలను కలుపుతుంది వాడ ప్రజలను వేరు చేస్తుంది అండర్స్టాండ్ హోప్ అండర్స్టాండ్ వాట్ మీరు అర్థం చేసుకున్నారు అనుకుంటాను I am now 60 years old. నేను 60 సంవత్సరాల వయసు. I don't know how whether I am a bridge and wall. I have to check myself. నన్ను నేను ప్రశ్నించుకోవాలి పరీక్షించుకోవాలి నేను వారధిలాగా ఉన్నాను గోడలాగా ఉన్నాను డోంట్ బి ఎ వాల్ గోడలాగా ఉండొద్దు అడ్డు గోడలాగా ఉండొద్దు మనం అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు క్రైస్తవులు so many generations we are Christian కొన్ని తరాలుగా క్రైస్తవులు if we are wall between God and the people ప్రజలకు దేవునికి మంచి అడ్డుగోడగా ఉన్నామా when they are seeing us మనం చూసినప్పుడు when they are seeing our life మన జీవితాల్లో చూసినప్పుడు if it is hindrance for them to enter in the God's place. దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనం ఒక అడ్డుగోడగా we are a wall we are a wall blocking them వాడు అడ్డుకునే గోడలాగా వాడికి ఆటంకంగా ఉన్నామా I don't know the punishment you know about that people who are hindrance people to coming to God అయ్యో వారికి ఎటువంటి శిక్ష విధింపబడుతుందో దేవుని రాజ్యానికి వచ్చే వారికి అడ్డుగోడ ఉన్న వారికి are we a stepping stone మనం ఎక్కే మెట్టులాగా ఉన్నామా or a stumbling block for లేదా అడ్డుకునే బట్టలాగా ఉన్నామా okay understand the difference between a stepping stone and stumbling block ఒక నిచ్చెనకు ఒక మెట్లకు అడ్డుకునే బండకున్న తేడా తెలుసా you come with me what is the punishment is God is giving like that దేవుడు అటువంటి వారికి ఇచ్చే శిక్షణ గురించి మనం మాథ్యూ చాప్టర్ 18 వర్స్ 6 మత్తయి సువార్త 18 అధ్యాయం 6 వచనం ప్లీజ్ రీడ్ దట్ నా ఎందు విశ్వాసం నుంచి చిన్నవారిలో ఒకటి నేను అభ్యంతరపరిచి వాడేవాడు వాడు మెడ గత తిరుగుడు కట్టబడిన వాడై మిక్కిలి లోతైన సముద్రంలో ముంచి వేయబడ్డ వారికి మేలు Here Bible says it would be better for him if a milestone were hung around his neck and he were drowned in the sea what Bible says పరిశుద్ధ తెలియజేస్తుంది మెడకు పెద్ద తిరుగట రాయి కట్టబడిన వాడే మిక్కిలి లోతైన సముద్రంలో వానికి మేలు Bible sense says that drown in the sea drown in the depth of the sea పరిశుద్ధ గ్రంథం సముద్రంలో పడవేయబడడం చెప్పలేదు కానీ మిక్కిలి లోతైన సముద్రం okay know about the milestone what is milestone తిరుగట అంటే తెలుసు కదా when you are passing in vehicle you will be seeing now this many kilometers big stone will be there అంటే ఆ యొక్క ఇన్ని కిలోమీటర్లు నడిచారని చెప్తే ఆ మైలు రాయి God is willing as it will be tied on your neck and throw into the deep depth of sea. ఆయన మెడకు కట్టేసి ఆయన సముద్రంలో పడవేయబడ్డ ఊహించండి. Kindly check ourselves whether we are a stepping stone or a stumbling block. దయచేసి మనం మనం పరిశీలన చేసుకుందాం మన యొక్క మెట్టులాగా ఉన్నామా One more thing I want to remind you, God kept you and me as the salt of this earth. దయచేసి గమనించండి మిమ్మల్ని నన్ను దేవుడు ఈ యొక్క భూమికి ఉప్పుగా నియమించాడు what is what the salt will do ఉప్పు ఏం చేస్తుంది what it will salt will do ఉప్పు ఏం చేస్తుంది I don't know you provide the food with that మీరు ఆహారం కట్టలేదా okay I want to I want to, I want you people to show me the salt after you finish uh, your food. మీరు భోజనం చేసిన తర్వాత మీరు ఉప్పు చూపించండి నేను ఉప్పును చూపిస్తాను మీకు ఇస్ ఇట్ పాసిబుల్ అది సాధ్యం అవుతుందా ఉప్పు వేడిగా ఉండడం అనేది సాధ్యం అవుతుందా what the salt has to do. God asked you and me as a salt to bring taste in the people's life. So many peoples are without uh, taste in their life. They are not enjoying the way God wants us to enjoy. Tasteless people, they may have money, everything they might be having. ప్రభు వారి జీవితాల్లో ఆనందించడానికి ఇచ్చిన ప్రతిదీ కూడా ఉండి కూడా సంతోషం లేకుండా రుచికరం కాని జీవితాన్ని గడుపుతున్న అనేక మంది ఉన్నారు వారి జీవితాల్లో రుచి పుట్టించడానికి మనం ఉన్నాం ఇఫ్ యు పుట్ సాల్ట్ మనం సాల్ట్ వేద్దాం what the salt should do ఆ ఉప్పు ఏం చేస్తుంది వాట్ ఇట్ షుడ్ డు అది ఏం చేస్తుంది తనకు తాను కరిగిపోతుంది యు కనబడదు you cannot see it again ఆ ఉప్పును నువ్వు మళ్ళీ ఎన్నడూ you check when you are taking forward భోజనం చేసినప్పుడు చూడండి మీరు ఉప్పు కనబడుతుందో లేదు but if the salt is not there ఆ ఉప్పు లేనట్లయితే how it will be అది ఎలా ఉంటుంది hallelujah us to be a salt ప్రభు మనల్ని ఉప్పులాగా ఉండడానికి పిలిచారు you have to bring taste in the life of people ప్రజల జీవితంలో రుచి పుట్టించడానికి మనం ఉన్నాం what you have to do మనం ఏం చేయాలి డిసౌన్ యువర్ సెల్ఫ్ మనం మనం కరిగిపోవాలి you have to what can say you you me are not be visible అసలు మనం కనబడకూడదు అదృశ్యమైపోవాలి one more higher God says you should be are the light of the world మరొక మాట ప్రభు చెప్పారు మనం లోకమునకు వెలుగులాగా ఉండాలి what the light will do ఆ యొక్క వెలుగు ఏం చేస్తుంది దీపం what the light will do వెలుగు ఏం చేస్తుంది మార్గాన్ని చూపిస్తుంది it will throw away or remove the darkness అది చీకటిని పోగొడుతుంది suppose everything the tube light is here we are having light మనకన్నీ లైట్ తో ఉన్నాయి గదిలో in our about uh, bother about the current behind the light ఆ యొక్క దాని వెనుక ఉన్న కరెంట్ గురించి మనం ఏం ఆలోచించు what current is doing current ఏం చేస్తుంది it is burning that's why meter is good అది running there in our connection ఆ కరెంట్ ప్రొడ్యూస్ అయ్యి ప్రొడ్యూస్ అయ్యి వస్తూనే ఉంది తన తను ధరించుకుంటుంది you can see the candle ఆ యొక్క మైనపు చూసినప్పుడు if you blow candle candle what happened ఆ యొక్క మైనపు కండిని అంటించినప్పుడు ఏం జరుగుతుంది if the candle has to give the light what what the candle has to ఆ క్యాండిల్ ఏం చేస్తుంది ఏం చేసి వెలిగిస్తుంది ఇట్ విల్ మెల్ కరిగిపోయి కరిగిపోయి మనం వెలిగిస్తుంది one time it will die కొంత కొంతకాలం అలా కరిగి కరిగి చివరికి అది వాట్ ఫర్ అవుతుంది దేని వరకు వాట్ ఫర్ దేని వరకు bringing light to the people ప్రజలకు వెలుగు అంటారు కరిగిపోతుంది are we ready to be met like a candle to bring light to the people of in the darkness చీకట్లో ఉన్న వారికి వెలుగు ఒక క్యాండిల్ వల్ల మనం Bible says about the John the Baptist it is a burning light పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది బాప్తిస్మ యోహాను వెలుగుతూ ఉన్న దీపం అని hear hear the two calls daily in your life ఇక్కడ మనం వినపడుతున్న నిజమైన పిలుపులు విందాం never ever forget about this two calls you know that I just want to remind you two calls నిజమైన పిలుపు నిజమైన పిలుపు నిజమైన పిలుపును మనం విందాం two calls one call is from hell ఒకటి ఆ యొక్క నరకం నుండి పిలువబడుతున్న శబ్దం వాట్ ఇస్ ద కాల్ నరకం నుంచి వచ్చిన శబ్దం ఏమిటి send Lazarus to my brothers లాజరును నా సహోదరుల దగ్గరకు పంపండి send Lazarus to my brothers లాజరును నా యొక్క సహోదరుల దగ్గరకు పంపండి who is crying like this ఎవరైనా ప్రార్థిస్తున్నారు rich man in the hell he is crying send Lazarus to my brothers నరకం నుండి ఆ యొక్క ధనవంతుని యొక్క ఆత్మనాదం నా యొక్క సహోదరుల దగ్గరికి లాజర్ను పంపాలి I never ever listen to the Lazarus but my brothers are also like that please send Lazarus my brother should not come to the hell like and burn like me నేను ఎన్నడూ కూడా లాజర్ యొక్క స్వరాన్ని పట్టించుకోలేదు నా సహోదరులు కూడా ఇదే స్థితిలో ఉన్నారు వారు వచ్చి నరకంలో కాలిపోకూడదు వారి దగ్గరికి లాజర్ ను పంపండి I don't know how many people notes to worse are crying like the send send Lazarus to my brother ఎంతమంది నరకంలో ఇటువంటి కేకలు వేస్తున్నారు లాజరును మా సహోదరు దగ్గరికి పంపండి అని whenever i saw a uh, funeral procession i used to think that whether this boy this uh, fellow know about jesus where he, he is going i don't know that's time I used to think whenever I am seeing a body. ఎవరైనా చనిపోతూ ఆ శరీరాన్ని వెళుతున్నప్పుడు నేను వారి గురించి ఆలోచిస్తూ ఉంటాను వీరు యేసు ప్రభుని తెలుసుకున్నారు లేక నుంచి నరకానికి వెళ్ళిపోతున్నారు అని big crowd of people calling from hell send San, San Lazarus. Maybe your name is um, Dixon, San Dixon there. So you fill up that blank, your name. Textile పంపు లేకపోతే మీ పేరు రాసుకోండి ఇస్తున్నందుని పంపు ఆ సహోదరుల దగ్గరికి అని so many people are dying right now also from hell అనేక మంది నరకం నుండి కేకలు వేస్తున్నారు ఆత్మరాగాలు చేస్తున్నారు కేకలు వేస్తున్నారు are seeing the call God is calling from heaven పరలోకం నుండి దేవుడు కూడా పిలుస్తూ ఉన్నాడు God is calling whom I shall I send who will go for me ఎవరిని పంపుదునో నా నిమిత్తం ఎవరు పోవును అని పరలోకం నుండి కూడా ప్రభు పిలుస్తూ ఉన్నారు Our God, when they, He hears the cry of the people. He wants people, someone to send to deliver them. తన యొక్క ప్రజల మొదలు వింటున్నప్పుడు పరలోకం నుండి ప్రభువు చూసి ఎవరైనా వెళతారని ఎదురు చూస్తున్నాడు I request you to pray to God let me listen to this two call every day ప్రభువా ఈ రెండు స్వరాలు ప్రతిదినం వినగలిగే కృప నాకు అడుగుదాం the first call it should make you to live God perfectly in your life మొదటి పిలుపు నీ యొక్క జీవితంలో ప్రభు చిత్తం చేస్తూ పరిపూర్ణంగా జీవించలాగున we should not enter to the hell well that rich man is there ఆ ధనవంతుడు వెళ్ళిన రీతిగా నరకాన్ని దానికి వెళ్ళకుండా అవుతున్నాం another call should make us to do something for God రెండవ పిలుపు దేవుని కొరకు ఏదైనా చేయలాగున are we ready to do something for God మనం దేవుని కొరకు ఏదైనా పని చేద్దాం don't think the tomorrow from now on we don't we decide to do something for God లేదు లేదు రేపటి నుంచి ఏదైనా చేయడానికి ఆలోచిద్దాం అనుకోవద్దు Matthew chapter 6 34 says tomorrow is not our మత్తయి 6 34 34 సర్వర్ ఐ గో పరిగెత్తులో లేదు I use to say that tomorrow is not our నేను ఎక్కడికి వెళ్ళినా చాలా సందర్భాలు చెప్తున్నాను రేపు దినం మన చేతిలో లేదు don't think that God will keep you 80 years like Gandhi uncle Gandhi uncle లాగా మేము 80 సంవత్సరాలు బ్రతికుంటారని ఆశించొద్దు now I 60 years every day just think that I may not be that tomorrow 60 సంవత్సరాలు వయసు నాకు నేను ప్రతిదినం అనుకుంటాను ఈ దినమే నా జీవితంలో చివరి దినమని do something for God today దేవుని got to do ఏం చేయాలి 633 says seek the kingdom of God first ఆరాధ్య 33 వచ్చి చెప్తున్నాడు మీరు ఆయన రాజ్యం నీతిని మొదట వెతుకుడి everything will be added unto you అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడను everything will be added more than you require నీకు అవసరమైన దానికంటే కూడా ఎక్కువ నీకు దేవుడు only one thing you got to only one thing you got to do చేయాల్సింది ఒకటే seek the kingdom of God and his work ఆయన రాజ్యం నీతిని ఆయన పనిని మొదలు వెతకాలి i want to tell you నా యొక్క చదువులో నేను చాలా వెనుకబడి ఉన్నాను even I took zero marks in mathematics when i studied in 8th standard రెండో తరగతిలో లెక్కలో నాకు సున్నా మార్కులు i decided to work for god only thing what i do i distributed strands whatever i have time i I speak about the God to my friends there. At the age of 13, myself and my friend will stand in the road and clap the hand and sing for Jesus. That time there is no TV, nothing is there, no mobile phone. I am talking about in the year 1985. గురించి మాట్లాడుతూ You used to gather what this fellow is, children, children are going to tell us. ఈ పిల్లలు ఏం చేస్తున్నారని ప్రజలు ఎవరు వచ్చి పోగలిగేవాడు We will tell about Jesus and the way to heaven. నేను యేసుక్రీస్తు పరలోకానికి మార్గం అని చెప్పేవాళ్ళం Still I am doing the same నేను work. కూడా చేస్తున్నాను ఆ పని But what God, God has done, దేవుడు నాకు చేస్తాడు తెలుసా I studied in a government school where there is no building in the shadow of a tree. నేను చదివిన ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి బిల్డింగ్ లేదు చెట్టు నీడలు కూర్చునేవాళ్ళం God gave me the wisdom to took the same subject as the mathematics in the, in BSc where zero mark ఎక్కడైతే సున్నా మార్కులు పొందానో ఆ యొక్క మ్యాథమెటిక్స్ లోనే బిఎస్సి చదివే ప్రభు దేవుడు నాకు ఇచ్చాడు God gave me the first rank over there then I took MSc operation research there also I took mathematics as subject ఆ యొక్క బిఎస్సి లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది ఎంఎస్సి ఆపరేషన్ రీసెర్చ్ లో కూడా మ్యాథమెటిక్స్ తీసుకున్నాను అందులో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది there also God gave me the first first class then I went for an interview in Delhi అప్పుడు నాకు దానిలో ఫస్ట్ ఫస్ట్ క్లాస్ ఇచ్చారు నేను ఇంజనీరింగ్ చేయడానికి డిగ్రీ పెట్టాను ఢిల్లీ పెట్టాను so many people coming over all over all over India to write the exam ఇండియాలో అనేక మంది ఆ పరీక్ష రాయడానికి ఢిల్లీ వచ్చారు I am also one of the man నేను వాళ్ళలో ఒకడిని as i told you i am studied in a government school government college మీకు చెప్పిన రీతిగా నేను ప్రభుత్వ పాఠశాలలో చదివాను all are Tamil medium no English medium Tamil medium English medium లేదు When I came to postgraduate that time, the English Tamil medium is not that I forced to study in English medium. When I went to PG. Ah, PG చదివేటప్పుడు తమిళ మీడియం లేదు కాబట్టి ఇంగ్లీష్ మీడియం చదవాల్సి వచ్చింది. I went there for the interview. ఇంటర్వ్యూకి వెళ్ళాను. My family is poor family. There no one is ready. Can, cannot come with me. So much of expense to reach there, Delhi. ఢిల్లీ వెళ్ళడానికి చాలా ఛార్జీలు అవుతాయి మాకు పేద కుటుంబం కాబట్టి నేను ఒక్కడే వెళ్ళాను They ఛార్జీలు brought, gave me a ticket and sent off for the train. నాకు ట్రైన్ లో టికెట్ కొనుక్కొని స్టేషన్ లో వదిలేస్తారు I don't know the other language except Tamil. <laughs> తమిళ తప్ప ఏ భాష రాదు But నాకు. you know that when if you, if you try, I am traveling now, but people are talking in Hindi, maybe mostly Hindi. ఆ ప్రజలంతా కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు హిందీ మాట్లాడారు కమ్యూనికేట్ విత్ ఎనీబడి ఎవరితో సిట్టింగ్ ఇన్ ద ట్రైన్ ఎవరితో మాట్లాడే పరిస్థితి లేక ట్రైన్ అలా కూర్చున్నాను I went there and wrote the exam there in Delhi ఢిల్లీలో పెట్టి ఆ పరీక్ష రాశాను God gave me wisdom and clear exam Praise God, my name was there. God selected 180 people, my name also there. Next day they called for an interview. When I venturing in, there is all of Hindi people. వాళ్ళంతా కూడా హిందీ ప్రజలు they know only Hindi and English వాళ్ళ హిందీ ఇంగ్లీషే తెలుసు బట్ ఐ నో ఓన్లీ నాకు తమిళే తెలుసు I don't know what I have been I pray to God give me wisdom నేను దేవుని ప్రార్థించాను ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వు they are so many few questions I answered I don't know how I answered వాడు కొన్ని ప్రశ్నలు అడిగారు ఎలా జవాబిచ్చే నాకే తెలియదు జవాబు God my give me appointment order and works there in Delhi నేను ఢిల్లీలో జాబ్ చేసి ఆయనకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు so many promotions God give me చాలా చాలా ప్రమోషన్ ఉన్న జాబ్ ఇచ్చారు lift me over the collector of districts I by retire man నేను రిటైర్ అయ్యేటప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా ప్రభు నన్ను నిలబెట్టారు hope you know I am ఉన్న nothing I'm not about cap you know the collector మీకు తెలుసు కదా నేను వట్టి వాడు కలెక్టర్ అంటే ఏంటో మీకు తెలుసు కదా డిస్ట్రిక్ట్ కలెక్టర్ జిల్లా who is the head of the collectorate జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టరేట్ అధికారి God keep me over above the post of collector ప్రభు నన్ను కలెక్టర్ కంటే కూడా పై పదవులకు పంపించాడు I use to go by cycle to the village నేను గ్రామాల్లో సైకిల్ మీద వెళ్ళేవాడిని God give me flight to fly to reach <laughs> there for government job ప్రభుత్వ ఉద్యోగానికి ఫ్లైట్ లో వెళ్ళే అవకాశం ప్రభు నాకు hallelujah hallelujah do something for God today దేవుని కొరకు నేను పని రోజు చెయ్యి God bless me keep on blessing me దేవుడు నన్ను ఈ రోజు దీవిస్తూనే ఉన్నాడు seek the kingdom of God that's what I దేవుని రాజ్యాన్ని వెతకండి అదే నేను మీకు చెప్పేది God will give you everything in your life దేవుడు మీకు అన్ని అనుగ్రహిస్తాడు B YM need your prayer BYM కు మీ ప్రార్థనలు అవసరం BYM need your financial support BYM కి మీ యొక్క ఆర్థిక పరమైన సహాయం అవసరం yes you have to give అవును మీరు ఇవ్వాలి బట్ కానీ గాడ్ నీడ్స్ యు కానీ దేవునికి మీరు అవసరం నాట్ యువర్స్ మీకున్నవే కాదు let me repeat it again మరొకసారి చెప్తాను God needs you not yours దేవునికి మీరు అవసరం మీకున్నవి కాదు గాడ్ నీడ్స్ యువర్ టైం దేవునికి మీ యొక్క సమయం అవసరం గాడ్ నీడ్స్ యువర్ టాలెంట్ దేవునికి మీ యొక్క తలాంతులు అవసరం God needs your children brothers and sisters మీ సహోదర సహోదరులారా దేవునికి మీ యొక్క బిడ్డలు అవసరం Are you ready to do something for God? దేవుని రాజ్యం కొరకు ఏదైనా చేయడానికి ఇష్టపడుతున్నారా? I heard when you are talking about things uh, about yourself, I heard somewhere uh, uh, youth, uh, youth meeting is going on, some prayer cell is going on, few things I heard, though you talked in different language. మీరు తెలుగులో మాట్లాడుతున్నప్పుడు మీరు ముందుకు చెప్తున్నప్పుడు ఎక్కడో యూత్ మీటింగ్ జరుగుతుంది మరొకటి చేస్తున్నాం చెప్తున్నాం వాళ్ళ మాట విన్నాను I request all people at least you go and start a weekly prayer cell in your home ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను కనీసం యు ఆర్ ఒక రోజైనా ప్రార్థన గుడికి మీ గృహంలో ప్రారంభించండి you are key in the blessing youth mission blessing youth mission మీరు ఒక తాళం చేయండి open your your door, house door with the key and bring some family with you and pray. Not a big crowd is required. Two family, two person can uh, uh, come together and pray. pray for your church where you are going మీరు వెళ్ళే సంఘం కొరకు కూడా ప్రార్థించండి you pray for the revival your church and church people. Try to do something for the revival of your church. Revive them and take them to reach the people of India. Try to start a weekly Bible study wherever you are. Try to start a weekly Bible study wherever you are మీరు ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ ఒక వారంలో బైబిల్ స్టడీ స్టార్ట్ చేయండి as i told you take one or two people if you don't have materials blessing youth mission has lot of materials for you మీకు ఎటువంటి మెటీరియల్ లేకపోతే ఒకరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి బ్లెస్సింగ్ మిషన్ చాలా మెటీరియల్ ఉంది if you want to take a Bible study for young people or beginners in God's kingdom you take them Bible treasures యవనస్తులకు మీరు బైబిల్ స్టడీ స్టార్ట్ చేయాలంటే బైబిల్ ట్రెజర్స్ ఉపయోగించండి it will start there from A to A to Z A నుండి జెడ్ వరకు ఉంది If you are trying to talk to the people, a little bit help people, you go and use Bible polls. మీరు ఇంకా ఎదిగిన వారికి చెప్పాలంటే బైబిల్ పాస్ ఉపయోగించండి we are taking bible study i completed entire bible project to my team there in my village and now i am teaching them the bible russia మా గ్రామంలో నా చిన్న సంఘస్థులకు నేను బైబిల్ ట్రెజర్స్ విక్షేపాలు బోధించాను ఇప్పుడు వారికి బైబిల్ ముఖ్యాలు బోధిస్తున్నాను i want to request you people form a group in your area go for an outreach program every week ప్రతి వారం కూడా మీరు బహిరంగ స్వార్థకు వెళ్ళండి మీరు ఒక టీం ఏర్పాటు చేసుకోండి what for outreach outreach outreach దేనికి బహిరంగ స్వార్థ దేనికి you can go to the slum and reach the people with the word of God మీరు మురికి వాడిపడి దేవుని వాక్యం ద్వారా సంధించండి if you are young people you can visit the hostel of it college and share your testimony and give them the word of God యవనస్తులకు హాస్టల్ వెళ్ళి హాస్టల్ విద్యార్థులకు మీ యొక్క వాక్యాన్ని పంచుకొని వారికి దేవుని వాక్యాన్ని బోధించండి you can visit the hospital and tell them about the love of Jesus ఒక ఆసుపత్రికి వెళ్లి క్రీస్తు ప్రేమను వారికి ప్రకటించండి you can go to the village and share the love of Jesus ఒక గ్రామానికి వెళ్లి క్రీస్తు ప్రేమను వారికి తెలియజేయండి so many ways do something for God చాలా మార్గాలు ఉన్నాయి క్రీస్తు కొరకు ఏదైనా చేయండి youth meeting conduct youth meeting యవనస్తులు కూడికి నిర్వహించండి weekly youth meeting I'm talking about వారానికి ఒకసారి జరిగే కూడి Nehemiah team sir Nehemiah team and do something for God Nehemiah team అనేది ఒక స్థాపించి బహిరంగ స్వార్థ కొరకు పడండి start Deborah team and do something for God స్త్రీలు డెబోరా టీమ్ ని స్టార్ట్ చేసి దేవుని మంచి పరిచయం చేయండి people you can gather and have half night prayer to pray for blessing youth mission pray your country కొద్దిమంది ప్రజలు కూడుకొని అర్ధరాత్రి వరకు కూడా మీరు బ్లెస్సింగ్ మిషన్ వరకు మిగతా మిషన్స్ వరకు భారతదేశంలో ప్రార్థన చేయండి try to take one more family with you visit the mission field ఒక కుటుంబాన్ని వెంట పెట్టుకుని నీడీలాండ్ కు వెళ్ళి mission it is mission field చూడండి Orissa is very near to you దగ్గరలో ఒరిస్సా రాష్ట్రం ఉంది there are so many needs are in Orissa ఒరిస్సాలో చాలా అవసరాలు ఉన్నాయి who will go culture people in the rich and rich area of Orissa మీ ప్రజలను వెంట పెట్టుకు వెళ్ళి ఆ అందరి స్వార్థ అందరి ప్రాంతాలు దర్శించండి One more folder is the EFAM. మరొక పాట మీకు ఇచ్చాం. Every family a missionary. ప్రతి కుటుంబం ఒక missionary. Is there any missionary in your family? మీ కుటుంబంలో missionary మిషనరీ ఉన్నారా? మీ కుటుంబంలో As I told you, every Christian people sitting over here, you should be like a missionary. నేను చెప్పిన రీతిగా మీరందరూ కూడా ఒక మిషనరీ వల్లే జీవించాలి Hope you know what I am talking about. and then which మాట్లాడుతున్నాను What the Bible says, our folder says that you can be a mission, you can send somebody from your family as a missionary. మీ కుటుంబం నుంచి ఎవరైనా and మిషనరీని మీరు పంపండి అని If it is not possible, raise fund for a missionary and support the missionary. మీ కుటుంబం నుంచి ఒక మిషనరీ missionary మిషనరీనైనా మీరు Here I want to tell my, about my second daughter. నా రెండో God gave me two daughters. నాకు ఇద్దరు కుమార్తెలు God gave gave the wisdom, as I told you, oh, God bless me in all the way. God gave me the wisdom. My daughter got good marks. They studied at the number one university in Anna University in Chennai. Both of them are engineers దేవుడు నన్ను దీవించిన రీతిగానే నా కుమార్తెను కూడా మంచి తెలివితేటలు ఇచ్చారు నా యొక్క కుమార్తె అన్నా యూనివర్సిటీ తమిళనాడులోనే నెంబర్ వన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివింది no but very people are pays lakhs of rupees for the getting the seat in good engineering college మంచి ఇంజనీరింగ్ కాలేజ్ చేయడానికి చాలా మంది ప్రజలు కొన్ని లక్షలు వెచ్చిస్తారు I never ever spend not even paise God give my daughters that place it there నేను ఒక పైసా కూడా చెల్లించలేదు దేవుడే ఫ్రీ సీట్ ఇచ్చారు my My first daughter worked in after that corporation uh, corporation office in uh, engineering. He got that job from the college itself in the the campus interview. He was worked in Dell, the electronic design. Now he settled there in US. US లో వెళ్ళారు ఆ యొక్క క్యాంపస్ ఇంటర్వ్యూలో డెల్ సెలెక్ట్ అయిన తర్వాత రిజైన్ చేసి యుఎస్ వెళ్ళిపోయింది నా పెద్ద పాప My second daughter, he also got, got very much good marks. He is a gold medalist of Anna University. రెండో కుమార్తె కూడా అన్నా యూనివర్సిటీలో gold medalist He got a, he also got a, a job and worked in a MNC company for almost three and a half years. ఒక ఎంఎన్సీ కంపెనీలో మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత He earned al- almost over 50,000 rupees per month. నెలకు యాభై వేలు జీతం తీసుకునేది One day he came to me, God is calling me to go to as a missionary to Orissa. ఒక రోజు నా దగ్గరికి వచ్చి దేవుడు నన్ను ఒరిస్సాకు మిషనరీగా పిలిచారని చెప్పింది I am from the childhood I with a mission నేను చిన్నప్పటి నుండి మిషన్ లో ఉన్నాను I not a missionary but my heart is a missionary heart నేను మిషనరీ కాదు కానీ నాకు missionary I was very happy to send చాలా సంతోషించాను నాకు ఐ సెండ్ ఇమిడియట్లీ వెంటనే పంపించేశాను People advise me, don't tell, don't send now. Put somewhere, marry here and send. చాలా మంది చెప్పారు సలహాలు ఇచ్చారు ఇప్పుడే పంపొద్దు One of the mission, one of the very important mission leader also told, told me like that only. ఆ, చాలా ఇంపార్టెంట్ మిషన్ లీడర్ కూడా నాకు అలాగే చెప్పాడు Now she is working in the jungle of Buddhism. ఒరిస్సాలు అడవుల్లో ఇప్పుడు పనిచేస్తుంది He used to tell me when I am sleeping there in the night, I told him, you should reduce the uh, AC temperature. He would tell, if you want, you go sleep outside. AC temperature తగ్గించేటప్పుడు వెళ్ళి బయటకు వెళ్ళి పండుగ అని చెప్తుంది He should still so sorry increase increase the voltage. He's telling he will tell if you want to go sleep outside. ఆ ఏసీ టెంపరేచర్ పెంచేటప్పుడు వెళ్ళి బయటకు వెళ్ళి పండుగ అని చెప్తుంది. I praise God. The same daughter is sleeping in the jungle of Orissa where there is no electricity, no fan. అటువంటి సుకుమారంగా పెరిగిన నా కుమార్తె చెప్తుంది ఇటువంటి కరెంట్ లేని ఆ యొక్క అడవుల్లో పనిచేసి ఇప్పుడు ఉంది God wants you and your child for the kingdom of God దేవునికి నీవు నీ కుమార్తె ఆయన రాజ్యం కొరకు if you are not in the position son your daughter or son కుమారుడు గారి కుమార్తె గారి పనిచేస్తున్నారు కాకపోతే do spend your time at least to God as a family. ఒక కుటుంబంగా దేవుని కొరకు నీ సమయాన్ని వెచ్చించు I request you people don't go alone to the ministry. Go as a family. నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఒంటరిగా వెళ్ళొద్దు I- కుటుంబంగా వెళ్ళండి సేవ కొరకు. I take my daughters even when they are in hand. I used to carry them to the ministry. ఆ చిన్న వయసులోనే నెలల వయసులోనే వారిని వెంట పెట్టుకుని నేను మినిస్ట్రీ పెట్టాను when he came he, he, one day he uh, after that he decided to go as a missionary he came with application and asked me appa here they are asking that uh, which date you are saved. I don't know which date I am saved. <laughs> వాళ్ళ అప్లికేషన్ పట్టుకొచ్చి డాడీ ఎప్పుడు రక్షింపడ్డావు అని ఇక్కడ రాశారు నాకేం తెలియట్లేదు he was with me from his childhood ఆయన బాల్యం నుండి నాతో ఉన్నారు where I go he came with me ఎక్కడెక్కడికి వెళ్ళి నాకు నాతో వచ్చారు he know God he accepted Christ as his savior. ఆమె ఎప్పుడు దేవుని సొంత One more I want to tell people, people sitting here. Maybe some of you are telling you you are not bringing your wife due to some other problems, so children may be outside. I want you to tell your children what I told my uh, children. i పెట్టినది నేను చెప్పిన విషయాలు మీరు చెప్పండి మీ భార్య I one day I after they became a little bit uh, people who can understand. I brought I called my two daughters. and told her, "You are not a Christian." నేను కొన్ని దినాలు వయసు పెద్ద అయిన తర్వాత నా పిల్లలకు అర్థం చేసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు క్రైస్తవులు కాదని నేను చెప్పాను myself and your mother is a Christian నేను మీ అమ్మ క్రైస్తవులు I we gave Christian names to you అందుకని మీ క్రైస్తవ పేర్లు పెట్టాను you but you are not a Christian కానీ మీరు క్రైస్తవులు కాదు if you know that The whom I am following is alone the true God. నేను ఎవరు అనుసరిస్తున్నాను ఆయనే నిజమైన దేవుడని మీరు తెలుసుకుంటే so many gods are there in India you might have seen through your friends. భారతదేశం this మంది దేవుళ్ళు ఉన్నారని మీ స్నేహితుల ద్వారా మీకు తెలుసు కదా when you declare that the Lord whom my father is following is alone the Lord then only you will be a Christian. నేను నా తండ్రి అనుసరించే యేసు ప్రభు నిజమైన ఏకైక దేవుడని మీరు అంగీకరిస్తేనే మీరు క్రైస్తవులు show the way to your child how to be a follower of Jesus యేసు ప్రభువును అనుసరించే వ్యక్తి ఎలా ఉంటాడో ఆ యొక్క జీవిత విధానాన్ని మీ పిల్లలకు మీరు చూపించండి yes later on they both uh, came and Uh, tell their faith later on only I gave the baptism to my daughters. వారి తర్వాత తమ విశ్వాసాన్ని ప్రకటించిన తర్వాత వారికి బాప్తిసాలు ఇచ్చాను. I want to wind up my message. నేను వాక్యాన్ని ముగించడానికి ఆశపడుతున్నాను. Before winding up I want to tell you. ముగించడానికి ముందు విషయం చెప్తున్నాను. God wants you people what the world may be your age. Never God doesn't bother about that. మీ వయసు ఎంత అయినప్పటికీ దేవునికి you may be small kids you may be just like Gandhi uncle God needs you God needs you to be a bridge to the people. Uh, be a bridge to connect the people to the kingdom of God. If you are not, God is calling us several times. Don't think that God is need only for the workers. With filter, time workers, God never ever can reach India. Full time workers ద్వారా నేను ఎవడు ఏర్పడు ఈ భారతదేశాన్ని ఎన్నటికీ చేరలేదు మీరు ఫుల్ టైం వర్కర్స్ కాదని అనుకోవద్దు all the people who knows God should act as a missionary దేవుని ఎరిగిన ప్రతి ఒక్కరు మిషనరీగా జీవించాలి ప్రవర్తించాలి unless otherwise God we cannot reach India అలా కాని పక్షంలో భారతదేశాన్ని ఎన్నటికి చేరుకోలేము I told you about the life of Jonah యోనా జీవితాన్ని మీకు తెలియజేశాను God call like you Jonah also one day యోనా యోనాను కూడా దేవుడు పిలిచాడు మిమ్మల్ని పిలిచినట్టే but he goes in a different way ఆయన అయితే వేరే దారిలో వెళ్ళిపోయాడు God some time force to intervene you in your life if you are not going in his way ప్రయత్నంలో దేవుని మార్గంలో లేనప్పుడు నీకు మార్గంలో నుండి ఎదురు చూడొద్దు ఇప్పుడే దేవుని మార్గంలో block the people to come into Christ. దేవునికి దేవుని ప్రజలకు మధ్యలో ఒక అడ్డుగోడ ఉండదు ఒక బ్రిడ్జ్ లాగా ఉండు. Let us rise up and pray for a few minutes. కొన్ని నిమిషాలు ప్రార్థిద్దాం దయచేసి. I request you people to come in to do something for God. ఈ సమయంలో దేవుని కొరకు ఏదైనా ఒక తీర్మానం చేసుకోండి దేవుని పని చేయడం కొరకు. Try to be a salt. ఒక ఉప్పులాగా ఉండండి. Ready to be dissolved. Your life God kingdom కరిగిపోయే ఉప్పులాగా దేవుని రాజ్యం వరకు కరిగిపోయే ఉప్పులాగా ఉండండి try to be a candle to melt our self to bring light to the people in the darkness చీకట్లో ప్రజలకు వెలుగుకోవడానికి ఒక మైనం కడ్డీలాగా కరిగిపోవడానికి సిద్ధపడండి let us commit ourselves to do something for god దేవుని కొరకు ఏదైనా ఒక పని చేయడానికి దేవుని ఎంత సమర్పించుకున్నామా so done the prayer will pray for us దయచేసి నిలబడండి దయచేసి దయచేసి దేవుని వైపు విన్నాం దయచేసి తీర్మానించుకున్నాం మన జీవితాల్లో ఎంతమందిని వ్యక్తిగతంగా దేవుని కొరకు సంపాదించాం సంపాదిస్తున్నాం సంపాదించడానికి వెళుతున్నాం మనం విన్నాం కదా బీవైఎంకి పార్ట్నర్స్ ట్రై చేయడం కాదు మనీ ఇచ్చేవాళ్ళు ట్రై చేయడం కాదు ప్రేర్ చేసేవాళ్ళు ట్రై చేయడం కాదు మనం దినదినం వెళ్ళి నెల నెల వెళ్ళి దర్శించి ఆ కుటుంబాల లక్ష్యం పడుతున్నారా ఆ కుటుంబాల దేవుని దగ్గరికి వస్తున్నాయా వారి గురించిన బాధ్యత మనకు ఇవ్వబడింది వారి గురించిన భారం మనకి ఇవ్వబడింది ఈ సమయం ఒకసారి వారి ముఖాలు చూ జ్ఞప్తికి తెచ్చుకుందాం దినదినము పరిచయమైన వివేక ప్రోగ్రామ్స్ లో మనం కలుస్తున్న వారి ముఖాలు ఒకసారి గుర్తు చేసుకోండి ఒకవేళ వాళ్ళు నరకం వెళ్ళిపోతున్నట్లయితే నిత్య నాశనంలో వెళ్ళిపోతున్నట్లయితే ఏ రోజు మీరు మంత్రిని వేయలేదు ఏ రోజు మీరు మంత్రిగా లేదు మీ పరిశుద్ధమైన జీవితం మీకు ప్రార్థన మాకు అడ్డుగోడలాగా అయిపోయింది దేవుని దగ్గర రావడానికి వాళ్ళు అంటున్నారేమో మీ యొక్క భక్తి మెట్టు మమ్మలను దేవుని దూరం అంటున్నారేమో ఎన్నడూ వారిని దేవుని దగ్గర తీసుకొచ్చే బ్రిడ్జ్లా మనం లేమేమో ఒకసారి మనం మనం పరిశీలన చేసుకున్నాం ప్రియమైన పనులు తండ్రి దయగల గొప్ప దేవ నలుగురు కుష్ఠరోగులు ఆయన ఎటువంటి త్యాగం చేశారు శుభవర్తమానము దాచుకోవద్దని వారు ఎలాగా మళ్ళా తిరిగి వెళ్ళారు ప్రభా ప్రభా మేము అటువంటి కుష్ఠరోగులమే ఆహారం లేని కుష్ఠరోగులు నిరీక్షణ వారు మీరు మాకు ఆహారం ఇచ్చారు నిత్య జీవం ఇచ్చారు మీకు వందనాలు వ్యక్తిగతంగా ఆత్మ సంపాదకం